hi friends welcome to my channel ఈ వీడియోలో అన్నంలోకి మరీ ముఖ్యంగా రోటీస్లోకి ఎంతో రుచిగా ఉండే వంకాయ మసాలా కర్రీ ఏ విధంగా సింపుల్గా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ కర్రీ చేసుకోవడం కోసం ఒక పావు కేజీ వంకాయల్ని ముక్కల కింద చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి కూరలోకి గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఒకటిన్నర టేబుల్ స్పూన్ల ధనియాలు ఏడు వెల్లుల్లి రొబ్బలు ఒక ఐదు పచ్చిమిరపకాయలని ముక్కల కింద చేసుకుని వాటిని అంతేకాకుండా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అల్లం వేసుకుని మూత పెట్టేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇదిగో ఈ విధంగా పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి గ్రేవీ రెడీ కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అది కొద్దిగా వేడయ్యాక దానిలో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుని అది కొద్దిగా కాగాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు పావు స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి పోపు వేగింది కదా ఇప్పుడు దీనిలో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి పూర్తిగా వేగిపోని అవసరం లేదు ఒక సగం వేగితే సరిపోతుంది చూడండి ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు దీనిలో వంకాయ ముక్కల్ని వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి పైనుంచి కిందకి బాగా కలుపుకొని దీనిలో కొద్దిగా పసుపు కూరకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఒక్కసారి మళ్ళీ పైనుంచి కిందకి బాగా కలుపుకొని మూత పెట్టి వంకాయ ముక్కలు మూడు వంతులు పైన ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి వంకాయ ముక్కలు ఉడికిపోయాయి కదా ఇప్పుడు దీనిలో ముందుగా మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసుకుని అన్ని వైపులా బాగా కలిసేలాగా పేస్ట్ కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి సన్నని మంటపై ఉడకనివ్వాలి మూత తీసి చూద్దాం చూడండి కూర మగ్గింది కదా కలర్ కూడా బాగుంది కదా ఇందులో మనం ఏమి రెడ్ చిల్లీ పౌడర్ ఏది ఉపయోగించడం లేదు ఎందుకంటే మనం పేస్ట్లోనే పచ్చిమిరపకాయలని కొంచెం ఎక్కువే వేసుకున్నాం కదా అందుకని ఆ కారం సరిపోతుంది ఒకవేళ మీకు ఈ కూర ఇంకా స్పైసీగా తినాలి అని అనుకుంటే కనుక ఇంకొక రెండు మూడు పచ్చిమిరపకాయలని పేస్ట్లోనే యాడ్ చేసేసుకోండి ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ని ఉపయోగించడం లేదు ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు పెరుగు వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలి పెరుగు వేయడం వల్ల కూర టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం కూర చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక్క నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది సైడ్ నుండి ఆయిల్ రిలీజ్ అవుతోంది కదా అంటే కూర రెడీ అనమాట ఇప్పుడు ఈ కూరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కూర ఎంత సింపుల్గా తయారైపోయిందో దీన్ని అన్నంతో పాటు తింటే చాలా బాగుంటుంది అదే మీరు రోటీసు నాన్లతో పాటు తింటే కనుక ఇంకా ఇంకా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలానే చేసేసుకుని టేస్ట్ చేసేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్తో పాటుగా మా మరొక channel Chiravuri Vantasala YouTube channel కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి తరువాత పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ